శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన నా బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి నీరు మన శరీరమంతా కూడా నీటితోనే నింపబడి ఉంటుంది నీరు లేకపోతే ఈ యొక్క ప్రపంచంలో జీవం యొక్క మనుగడయే లేదు ఈ భూమి పైన ఉన్నటువంటి డెబ్బై ఏడు శాతం నీరుంది ఇరవై మూడు శాతమే భూమి ఉందని మనకు కలుగు ఖగోళ శాస్త్రం తెలియచేస్తుంది ఈ నీటిని పరగడుపునే ఉదయం లేచిన వెంటనే ఇలా తాగడం వల్ల నలభై ఎనిమిది రకాల రోగాలు నలభై ఎనిమిది రకాల అనారోగ్య బాధలు తొలుగుతాయని సాక్షాత్తు అష్టాంగ హృదయ అష్టాంగ సంగ్రహణానికి సంబంధించినటువంటి వాగ్భటాచార్య తెలియచేస్తున్నారు వారికి ఉన్నటువంటి అష్టాంగ హృదయం ద్వారా ఈ యొక్క చిన్న చెట్క ఈ చిట్కాన్ని పాటిస్తే చాలు ఫస్ట్ ఇది తాగడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది సంపూర్ణంగా పోతుంది స్థూలకాయం తగ్గుతుంది బరువు తగ్గుతారు మీ పెద్ద పైగ పూర్తిగా శుద్ధి చేయబడుతుంది మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యాలు పూర్తిగా పోతాయి మీ యొక్క కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో భయంకరమైన క్యాన్సర్తో సహా ఇలాంటి అనారోగ్యాలన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చని మనకి అష్టాంగ హృదయం తెలియచేస్తుంది నీటిని ఇలా తాగాలి ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీరు ఒక అర లీటర్ నీటిని మనము గోరువెచ్చగా మరిగించుకొని అంటే అందరూ కూడా బాటిల్ పైకి ఎత్తి పెట్టుకొని తాగుతూ ఉంటారు పైకి ఎప్పుడూ ఎత్తి పెట్టుకొని తాగడం వల్ల లోపల ఉన్నటువంటి అవయవాలకి ఇబ్బంది కలుగుతుంది మనము ఎప్పుడు తాగేటటువంటి విధానంగా నోటికి పెదాలకు కరిచి పెట్టుకొని తాగాలి దానికి అనుగుణమైనటువంటి పాత్ర రాగి పాత్ర రాగి గ్లాసు రాగి చెంబు అలాగే ఈ నీటిని మరిగించుకొని అర లీటర్ నీటిని కొద్ది కొద్దిగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేస్తూ చిప్ చిప్ చేస్తూ అంటే మనం కాఫీ టీ వేడి పదార్థాలు తాగేటప్పుడు గుటక గుటక తప్పున ఎలా అయితే తాగుతామో ఆ విధంగా చిప్ చిప్ చేస్తూ రోజు ఒక అల్ల లీటర్ నీటిని ఉదయం పరగడుపునే తాగిన ఎడల నలభై ఎనిమిది రకాల రోగాలని మీరే ఆలోచించుకుంటారు మీరే లెక్కేసుకుంటారు అమ్మ ఈ వాటర్ తాగడం వల్ల నెల రోజుల్లో నాకు ఇంత మంచి ఫలితం వచ్చిందా అని మీరే చెప్పుకుంటారు ఇది కొన్ని లక్షల మంది చేశారు ఈ పరిహారం మీరు చేయండి అలాగే ఇంకా ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యం అంటే మూత్రం సరిగా రాకపోయినా మల విసర్జన సరిగా కాకపోయినా మల సంబంధమైన అనారోగ్యాలు ఉన్నప్పుడు కూడా కొద్దిగా వామును పొడిగా చేసుకొని ఆ వాము పొడి చిట్టుకడి వాము పొడిని ఆ నీటిలో కలుపుకొని ఆ వాటర్ సేవించండి దరుణమైనటువంటి భయంకరమైనటువంటి ఈ రోగాలను పోగొట్టుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి నీటి తంత్రం అలాగే కాలభైరవ గురువు యూట్యూబ్ ఛానల్ను కింద ఎరుపు రంగు బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇది అద్భుతమైనటువంటి పరిహారం మోహన్ పబ్లికేషన్స్ వారి రాజమండ్రి వారి ఆధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగము ఆవిష్కృతం కాబోతుంది ఈ యొక్క పంచాంగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభం కలుగుగాక